ನಾ ನಾಕೆಬ್ಬರು లోకము వైపు నీ చూడగా సిలువల మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినది నీవే లోకము వైపు చూడగా సిలువల మరణించి సమాధి చేయ ప్రైజ్ అలాడ్ దేవునికి మహిమ కలుగును గాక మరోసారి దేవుని వాక్యం వినటానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అవకాశాన్ని అనుగ్రహించిన దేవునికి ఎంతైనా మనము కృతజ్ఞత కలిగి ఉండాలి ఇటువంటి దేవుని వాక్యము మనకు సమీపముగా దేవుడు పంపిస్తున్నప్పుడు ఎంతైనా మనము స్థుతింప బద్దులమై ఉన్నాం కదా నిజమే కదా దేవుని దివ్యమైన వాక్యం మన దగ్గరకు వస్తున్నప్పుడు మనంత ధన్యులవి లోకంలో చాలామంది ఎంతో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా దేవుని వాక్యం వినలేని స్థితిలో చాలామంది ఉన్నారు ఈ రోజున కదా ఎలా ఉన్నారు మీ కుటుంబాలు మీ పరిస్థితులు చిన్నదైనా పెద్దదైనా సేవకుని పంచుకోవటం మంచిది అదే కదా అది చిన్న సమస్య పెద్ద సమస్య అయినా సేవకుని పంచుకుంటే ఒక తల్లి కుమారుడు కోసం ఫోన్ చేసింది చక్కగా ప్రార్థన చేశాం మానక ఆ బిడ్డ జాబ్ రావాలని చూ పని చేయాలి మనసు రావాలని ప్రార్థన అలాగ చిన్న చిన్న విషయాలు పెద్ద విషయాలు ఏ విషయాలన్నా దైవసేవకు దగ్గర పంచుకొని ప్రార్థన సహాయం కోరి దైవసేవకుని సలహాలు తీసుకోవడం ఎంతైనా ఉత్తమం దేవునికి మహిమ హలలుయ ఇంకా ఏమైనా ప్రార్థన అవసరంలో తెలియపరచండి దేవుడిలారా దేవుని వాక్యములకు వెళదాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడా ఏసయ్య మీకు వందనాలు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు నాయన నాతో మాట్లాడి నేను మేళలను స్వరింపచేసి మీరు నాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి అభిషేకించి తండ్రి నీ వాక్యంలో గూఢమైన సంగతులు తెలుసుకొని వాటిని అనుసరించి కృపా సహాయం అందించమని ఏసునామలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను ఇరవై ఒకటవ కీర్తన దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మొదటి వచనం యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నాం ఈ భాగంలో ఈ దావీదు కీర్తన ఇది ఈ విషయ ఈ భాగంలో దేన్ని బట్టి రాజు సంతోషిస్తున్నాడు అనంటే దేవుడిలరా రక్షణను బట్టి అతను ఎంతో హర్షిస్తున్నాడని రాయబడింది దేన్ని బట్టి ఈ రోజున మనకు సంతోషం మనుషులకు రకరకాలైన సంతోషాలు ఇచ్చేవి లోకంలో చాలా ఉన్నాయి సంతోషం కోసం మనుషులు ఎంతో తపిస్తున్నారు సంతోషం కోసం మానవుడు ప్రయాసపడుతున్నాడు నిత్యము ఆనందంగా ఉండాలనుకుంటాడు ఆ ఆనందం నిత్యం ఉండాలని తాగుతాడు ఆ తాగినప్పుడు ఆ మత్తున్నంత వరకు ఆనందం దిగిపోయిన తర్వాత ఎక్కడ లేని వేదన బాధలన్నీ వాడి ముందుంటాయి సంతోషించాలని ప్రయాసపడుతున్నాడు మనిషి మనిషి సంతోషిస్తాడు లోకంలో ఏదో ఉందని లోకంలో ఏదో సంతోషించి ఆ సంతోషంలో మునిగి తేలాలని ప్రయాసపడతాడు కదా తిండి ద్వారా సంతోషం కలుగుద్ది అనుకోని తిండి తిండి తింటాడు కానీ అవి సంతోషాన్ని సంపూర్ణంగా ఇవ్వలేవు ఆ సంతోషం ఎంతవరకు కొద్ది సమయం క్షణ క్షణమాత్రమైన సంతోషం ఆ సంతోషం కోసం మానవుడు ఎంత ప్రయాసపడతాడో శరీరాశ నేత్రాశ జీవపడము ఈ మూటి ద్వారా సంతోషం కలుగుద్దని మనుషుడు ప్రయాసపడుతున్నాడు కానీ దేవుడిలారా ఆ సంతోషం ఎంతవరకు కొంతకాలమే కదా కానీ ఇరవై ఒకటో కీర్తనలో రాజు నీ బలను బట్టి సంతోషిస్తున్నాడు నీ రక్షణను బట్టి అతడు అందరూ ఏం చేస్తున్నాడు దేవుడిలారా సంతోషిస్తున్నాడు ప్రహర్షిస్తున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయా కనుక దేంట్లో మనం సంతోషం ఎంచుతున్నాం దేంట్లో మనం సంతోషం కలిగి ఉండాలని ప్రయాసపడుతున్నాం కదా మనుషుడు ఏదో డబ్బులో సంతోషం డబ్బు కోసం డబ్బు సంపాదన కోసం ఏమి చేస్తాడు అతడికి ఏంటంటే ఆ డబ్బు సంతోషం ఇస్తుంది అనుకుంటాడు ఒక వ్యక్తి ధనం సంపాదించుకోవాలని ప్రయాసపడతాడు ఒక ఎగ్జాంపుల్ ఒక నాలుగు కోట్లు సంపాదించుకోవాలని ప్రయాసపడ్డాడు అనుకో సంపాదించి అనుకున్నాం ఆ నాలుగు కోట్లు సంపాదించిన చాలే ఆ నాలుగు కోట్లను బట్టి అవి వాడుకుంటూ సంతోషంగా జీవితాన్ని గడపదు అనుకుంటాడా అనుకోడు ఆ నాలుగు కోట్లు సంపాదించగానే ఆ నాలుగు కోట్లే ఇతన్ని హ్యాండిల్ చేస్తుంది ఆ నాలుగు కోట్లు అధికారిగా పనిచేసి ఏం చేస్తాయి ఇంకో నాలుగు కోట్లు సంపాదించాను చెప్పుతాయి కనుక ఈ వ్యక్తి ఏం చేస్తాడు ఈ నాలుగు కోట్లు సంపాదించి సంతోషంగా ఉండాలనుకోవడం ప్రారంభం దిగాడు ఈ నాలుగు కోట్లు సంపాదించిన ఇంకా నాలుగు కోట్ల కోసం ప్రయాసపడతాడు ఆ నాలుగు కోట్లు సంపాదించి ఎనిమిది కోట్లు ఏం చేస్తాయి ఇతని మీద నెత్తి మీద కూర్చుంటాయి ఇవన్నీ యేసుప్రభు వారు దయ్యం పెట్టిన వ్యక్తి వ్యక్తి విషయంలో ఉపమానం చెప్పాడు అతను దయ్యం వెళ్ళిపెట్టి వెళ్ళిపోయిందంట ఈ దయవట్టు వెళ్ళిపెట్టిన వెంటనే వీడు హృదయాన్ని ఏం చేయాలి దేవుని వాక్యంతోనో దేవసేనలతోనో నింపుకొని దేవునితో సాగాల్సిన వ్యక్తి ఊడ్చి శుభ్రంగా ఉంచిపెట్టాడు ఇది ఏం చేసింది తిరిగి తిరిగి అక్కడ స్థలం లేక అసలు నేను వదిలిపెట్టి వచ్చిన ఇల్లు ఎలా ఉందా అని చూద్దాం వస్తే ఊడ్చి చక్కగా ఉందంట ఇది వెళ్ళి ఇది ఒక్కటే రాదు వీడి హృదయంలోకి ఇది తిరిగింది కదా లోకమంతటా ఇలాంటి దయ బ్యాచ్లు చాలామంది ఉన్నాయి అవి ఒక ఏడు ఇదొక ఎనిమిది మొత్తంలో కలిసి అతని హృదయంలో నివసిస్తాయంట కనుక ఈ ఎనిమిది కోట్లు ఇతని నెత్తి మీద కూర్చుంటాయి ఊరే ఇంకొక ఎనిమిది కోట్లు సంపాదించడానికి ఇటు ముసుడు అయిపోతాడు తినలేడు ఏం చేయలేడు షుగర్ వచ్చా బీపీ వచ్చా ఎక్కడుందండి సంతోషం సంతోషం ఎక్కడ ఉందని సమాధానం ఎక్కడ నాకు దొరికేనని ఎక్కడ ఎక్కడుంది సంతోష సమాధానం ఎక్కడ వెతికినా ఎటు తిరిగినా నిన్ను సంతోషపెట్టేది ఏసే ఒక్కడే ప్రైజ్ అలాడాలూయా అందుకే ఇక్కడ ఏమంటాడంటే దేవి మిడలారా ఆ వాక్య భాగంలో గమనిస్తే రాజు రక్షణను బట్టి ఏం చేస్తున్నాడంట సంతోషిస్తున్నాడంట స్తోత్రం చెబుదాం దేవునికి మహిమ కలుగును గాక ఎక్కడ కలుగుద్ది సంతోషం ఎవరిలో కలుగుద్ది సంతోషం దేని ద్వారా కలుగుద్ది సంతోషం అని మనం గమనిస్తే దేవి మిడలారా రక్షణను బట్టి దేవునిని బట్టి సంతోషాన్ని గురించి కొంచెం ఇంకొంచెం లోతుగా ధ్యానం చేద్దాం ముప్పై రెండవ కీర్తన పదకొండవ వచ్చినాన్ని చదువుతున్నాను నీతిమంతులారా యహోవను బట్టి సంతోషించడి ఉల్లసించుడి యథాతుహులు ఆనంద మీరందరూ ఆనందగానము చేయండి దేని బట్టి సంతోషించమంటున్నాడు యహోవాను బట్టి సంతోషించండి ఆయన బట్టి ఆనందగానము చేయండి దేని బట్టి సంతోషం మన దేవుని బట్టి మనం సంతోషించాలి మన రక్షణ సంఘాన్ని బట్టి మనం సంతోషించాలి యహోవాని బట్టి స్థుతిగానం చేయండి స్థుతించండి దేని బట్టి సంతోషించాలి దేని బట్టి ఆనందించాలి మన రక్షణ దుర్గమైన దేవుని బట్టి ప్రైజ్ అలాడ్ హలలుయా సమయోలు రాసిన మొదటి గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచ్చిన మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగైను నా హృదయం యహోవా ఎందు సంతోషం దేని ఎందు సంతోషం నా హృదయము యహోవా ఎందు సంతోషిస్తున్నది మీరు అనొచ్చు వాకిట మరణం పొంచి ఉంది పరిస్థితులు సరిగ్గా లేవు లోకంలో తెగుళ్ళు మనుషుల మీదకి వస్తున్నాయి సంతోషించమంటావంటాయా పాస్టి గారు అంటే అవును కదా మనం ఏం చేయాలి మన దేవుని బట్టి సంతోషించాలి కదా ఎందుకని లోకంలో పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నను వాకిట మరణం పొంచి ఉన్నను ఆ మరణమే మనకి మన మీదకు వచ్చినను మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసును బట్టి మనం ఆనందించాలి ఆమె నెలలుయ ఎందుకని ఒకవేళ దేవుడే మన మీదకు మరణాన్ని అనుమతిస్తే మనకది ప్రమోషన్ స్తోత్రం హల్లెలుయా ఇప్పుడు ఇక్కడున్నాము ఆ మరణం మన మీదకి వస్తే ఎక్కడికి వెళ్తాం దేవుని సన్నిధికి వెళ్తాం దానిని బట్టి మనం సంతోషించాలి ముందుకు వెళ్ళేది అక్కడ రాయబడింది అన్న విజ్ఞాపం చేసి ఏమందంటే నా హృదయం యహోవాను బట్టి సంతోషించినది యహోవా ఎందు నాకు మహాబలము కలిగను నీ వలన రక్షణ బట్టి సంతోషించు దేనికంటే సంతోషం దేవుని బట్టి ఎందుకు సంతోషించాలి ఆ మన రక్షణ దుర్గమైన ఏసేని బట్టి ఎందుకు సంతోషించాలి ఆయన మనం రక్షించాడు ప్రజలాడు హలలు యహోవా రక్షించి నిన్ను పోలిన వారెవరు మనం రక్షించబడ్డామా లేదా అన్నదే చాలా ప్రాముఖ్యం రక్షణ ఆనందంతో నీ హృదయం నింపబడిందా లేదా అనేదే నీవు చూసుకోవలసిన విషయం లోకంలో చాలా చాలా రకాల సంతోషాలు ఉన్నాయి లోకంలో క్షణికాలము కొద్దిసేపు సంతోషం ఇచ్చే ఉన్నవి అది తాత్కాలిక వాటిని వెతుక్కుంటూ వెళితే నీ జీవితకాలం సరిపోదు సంతోషించలేవు అయితే దేవుని బట్టి కలిగే సంతోషం ఎలాంటిదో తెలుసా నిత్యము ఉంటుంది దేవుని వాక్యం చూద్దాం దేవుడిలారా సంతోషాన్ని గురించి కొంచెం లోతుగా ధ్యానం చేద్దాం కీర్తన ముప్పై ఐదవ కీర్తన తొమ్మిదవ వచ్చిన చూస్తున్నాను చూడండి అప్పుడు యహోవా ఎందున హర్షించుదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించేదను ప్రైజ్ అలాడ్ హలలుయ దేని బట్టి మనకు సంతోషం ఆయన రక్షణ ఆయన మనం రక్షించిన విధానం ఆయన రక్షించే ఆ రక్షణ రక్షించిన విధానాన్ని బట్టి మనం పొందిన రక్షణ బట్టి మనకు నిత్యమ సంతోషం నువ్వు రక్షించబడ్డావా ఏమిటయ్యా రక్షణ రక్షణ పోలీసు వారిని తెలుగులో పిలవండి రక్షక భటులు నిన్ను దొంగల నుంచి కానీ లేక అపాయాల నుంచి కానీ రక్షించే రక్షక భటులు స్తోత్రం చెప్పండి హల్లెలూయా కానీ ఏసయ్య ఎవరయ్యా అంటే నరకము నుంచి తప్పించి రక్షించి దేవుని రాజ్యమని స్వర్గానికి తీసుకెళ్ళటానికి దేవుడిలరా ఆయన ఏర్పాటు చేసిన రక్షణ కార్యమే నిన్ను సంతోషపెట్టుద్ది ఆ రక్షణ ఆ రక్షణలోకి నువ్వు నడిపించబడ్డావా ఆ రక్షణ పొందావా అని నిన్ను ప్రశ్నేస్తాను ఈ రోజున ఆ రక్షణ ఎలాంటిది శాశ్వతమైనది అది నిత్యము నిన్ను ఆనందంతో నింపుద్ది నిత్యము సంతోషంగా నిన్ను కల నిన్ను నడిపిస్తుంది యేసు ప్రభు ఇచ్చే రక్షణ ఎలాంటిదో తెలుసా పాపము నుంచి నిన్ను విమోచించి నిన్ను పరిశుద్ధునిగా చేసి తన ఎదుట నీతిమంతుడుగా నిలబెట్టేదే రక్షణ కార్యం ఆ రక్షణ నీకు ఇవ్వటానికి నువ్వు అర్హుడిగా నేను అర్హుడినా అంటే ఎంతమాత్రము మనం అర్హులమే కాం వాక్యం చెప్పి చెప్తుంది ఏ భేదం లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేకపోతారు మనం చేసిన పాపము మనలను సంతోషం లేకుండా చేస్తుంది క్షణికాల సంతోషం పరిగెత్తున్నట్టు చేస్తుంది నీవు నేను చేసిన పాపం ఆ పాపంలోనే ఉంటే లోకంలో కనిపిస్తున్న క్షణికాల ఐదు నిమిషాలు పది నిమిషాలు గంట ఇచ్చే సంతోషం కోసం పరిగెస్తావు జీవితకాలము నీవు ఆ సంతోషం వెతుకుతూ ఉంటావు దొరకదు దొరికినట్టుగా ఉంటుంది అది నిన్ను తరుముకుంటూనే వెళ్తుంది ఆయుష్కాలం అంతా వ్యర్థమైపోద్ది యేసు ప్రభు ఇచ్చే రక్షణ ఎలాంటిది తెలుసా నీవు చేసిన పాపం నేను చేసిన పాపము నిమిత్తం ఆయన శ్రమపడ్డాడు కలువరి సెలువలో శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన మీదకి రావాల్సిన దోష శిక్షను మనం చేసిన పాపములను అతిక్రమములు తాను మోసాడు ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని వాక్యం చెప్తుంది లోకమంటే మట్టి కాదో లోకమంటే మనుషులు మనుషులు చేసిన పాప దోషములు ఏసయ మోసి ఆయన రక్తము కార్చి సమాధి చేయబడి మూడో దిన మరణముగా తిరిగి లేచి సజీవుడై జయించి పాపమునకు బలము లేకుండా చేసి సాతాను ఓడించి జయుత్సాహముతో మనకెదురయ్యి మన పాపములన్నిటిని కడుగుతూ రక్షణ ఆనందంతో నింపుతున్నాడు అన్నా అండి అది నీ రక్షణ బట్టి నాకు సంతోషం రక్షణ ఆనందం కావాలి మన అంతరంగంలో దేవుని వాక్యంలోకి వెళదాం లూకాసు సువార్త పదిహేనవ అధ్యాయం పదవ వచ్చినాను చదువుతున్నాను చూడండి అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దోతలేదట సంతోషము కలుగని మీతో చెప్పుచున్నాను మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం తీసుకొని తన పాపములు కడుక్కొని హృదయంలోకి ఏసైని ఆహ్వానించి రక్షించబడిన వ్యక్తి ఆనందంతో నింపబడతాడు అతడు పొందిన ఆనందము ఇంత అంతా కాదు అయితే ఒక వ్యక్తి రక్షించబడి పాపంలో నుంచి మళ్ళీ ప్రభువును హత్తుకొని ప్రభుతో జీవించే ఆ జీవితాన్ని పరలోకంలో దేవదోతలు దేవుడు చూస్తూ పరలోకంలో కూడా సంతోషిస్తారంట ఒక పాపి మారు మనసు పొందాడు తన పాపాలను విడిచిపెట్టాడు పాపం చేస్తున్న దేవుని బిడ్డ ఈరోజైనా నువ్వు మారుమనసు పొందవా పాపాన్ని విడిచిపెట్టవా నీ పాపము నీ శాపంగా నీ వెనక రాకముందే నీ పాపము శాపమై నీ నెత్తి మీద నిన్ను తరమకముందే ఏలకముందే ఇదిగో నీ నా పాపము నిమిత్తమై ఏసయ్య కార్చిన రక్తం ఏసే పొందిన శ్రమలు ఏసే పొందిన కొరడా దెబ్బలు ఏసే పొందిన ఆ ముళ్ళ కిరటం ఏసే పొందిన చేతుల్లో గాయాలు ఇదిగో నీ ముందుంచుతున్నావు నీ నా కొరకే కదా ఆయన ప్రాణం పెట్టింది రక్తము గార్చింది మరణం కలిసి తిరిగి లేచి సజీవుడై నిన్ను ఈరోజు ఆహ్వానిస్తున్నాడు ఈ రక్షణ ఆనందాన్ని నీ హృదయంలో పెట్టాలని ఆయన ఆశ దేవునికి మహిమ కలుగునుగాక మత్తేసు వార్త పదమూడో అధ్యాయము నలభై నాలుగో వచ్చినాన్ని చదువుతున్నాను పరలోక రాజ్యము పొలంలో దాచబడిన ధనమును పోలింది ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపె దొరికిన దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినంత అమ్మి పొలము కొను గదా ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడు పొలాను కొలాల రాజ్యాన్ని వెతికేవాడు పరలోక రాజ్యం ఎలా ఉందంటే ఒక పొలంలో పొలంలో దాచబడిన ధనంలాగా ఉన్నది ఒక మనుషుడు దాన్ని కనుగొన్నాడు దేని కనుగొన్నాడు దేవుని రాజ్యాన్ని కనుగొన్నాడు ఎక్కడుంది పొలంలో దాచబడింది దేవుని రాజ్యం ఎక్కడుంది లోకంలో దాచబడి ఉంది పర్లోక ప్రార్థన నీ రాజ్యం వచ్చిన వచ్చేసింది దేవుని రాజ్యం మన మధ్యలో ఉంది పరిశుద్ధాత్మదేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు అయితే దేవుని అది దొరికిన సంతోషముతో వెళ్ళి నీకు దొరుకుతుంది ఈ రోజున దేవుని రాజ్యం ఈరోజు దేవుని రాజ్యంలోకి రా ఆహ్వానిస్తున్నాం దేవుని రాజ్యంలోకి ప్రవేశించు దేవుని రాజ్యం అంటే రా ఈ లోక సంబంధంగా కట్టడాలు ఇవి కాదు దేవుని రాజ్యం అనగా దేవుడు నివసించే రాజ్యమే దేవుని రాజ్యము నీ హృదయంలో ఆయన నివసించాలని నీ హృదయంలో ఆయన రాజ్యాన్ని స్థాపించాలని ఆయన రాజ్యంలో నేను వారసులుగా చేసుకోవాలని నీ కొరకు ప్రాణం పెట్టి రక్తము గార్చాడు ఈరోజు నేను పిలుస్తున్నాడు అప్పుడు అక్కడ రాయబడి అనమాట తనకు కలిగినంత అమ్మి పొలం కొన్నాడు ఏం కలిగి ఉన్నావు పాపాన్ని కలిగి ఉన్నావా తీసే విడిచిపెట్టుకో అమ్మేసి ధనాపేసి ధనాశ అమ్మేసి లోకాశ విడిచిపెట్టేసి రాజ్యానికి ఆటంకం అన్నీ విడిచిపెట్టేసి సంతోషంతో దేవుని రాజ్యానికి రా దేవునికి మహిమ కలుగునుగాక హలలు లోకాసు వార్త పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో వచనాన్ని చదువుదాం లోకాసు వార్త పన్నెండో అధ్యాయం పంతొమ్మిదో వచనం నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీవు సమకూర్చ నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించము తినుము త్రాగుము సంతోషించమని చెప్పుకొనుచున్నారు కొంతమంది చెప్పుకుంటున్నారు బా నీకే నాలుగు తరాలు ఆస్తి ఉంది ప్రాణమా నాకేమిరా నాకు ఎంత ఉందో తెలుసా మొన్నే నాలుగు ఎకరాలు కొన్నా మొన్నే నాలుగు డాబాలు కట్టించా ఈ చేతికి నాలుగు ఉంగరాలు ఈ చేతికి నాలుగు ఉంగరాలు పెద్ద పెద్ద చైను యథార్థం చెప్పమంటారా నా దేవుని బిడ్డలారా అంతరంగంలో సంతోషం లేదు అన్నీ ఉన్నా వంద కోట్లకు ఆస్తుంది ప్రతి రాత్రి సంతోషం కోసం ఫుల్గా తాగింటికి వెళ్తారు సంతోషం లేదు అలానా సంతోషం వస్తే వాళ్ళ బాధ తెల్లారు లేస్తే ఫోన్లు అప్పులోడు ఫోను తీసుకున్నోడు ఎవడు లక్షల కోట్లలోనే టన్నారు ఏదండి సంతోషం అంకుడు ఇక్కడ రాయబడిందండి ప్రాణమా అనేక సంవత్సరం ఉంది ఆస్తి సంతోషం లేదు సమకూర్చ సుఖించు తాగో తినుమో సంతోషం చెప్పుకొనిచున్నాడు రా అయితే దేవుడు అన్నాడు వెర్రివాడా ఈ రాత్రిని ప్రాణం అడుగుతున్నా అంతా రెడీగా ఉంది ఆ రాత్రే ఆ రాత్రే నీ ప్రాణము పోతే నీ ప్రాణము పోతే తెగులు తెగుళ్ళు తెగులు వచ్చింది తెలుసు అందరికీ కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు చనిపోయారు ఉపయోగం శవాన్ని చూడడానికి కూడా నోచుకోలేని పరిస్థితి నీ ధనం ఎంతవరకు నీకు సహాయపడుద్ది నీ ధనం ఏం చేస్తుంది నీ జీవితంలో ఏమి చేయలేదు అయితే యహోవాను బట్టి ఆనందించు యహోవాను బట్టి సంతోషించు అక్కడ రాయబడినది దేవుడిలరా దేవుని గాక తన కొరకు తన కొరకే సమకూర్చుకున్నాడు అలాగే ఉండను ఎవరి కోసం మనం దేవునిడలో ధనవంతులు కలిగి ఉండాలి నీకున్న ధనాన్ని దేవునికి ఇవ్వు పరిచయకు సహకరించు సేవకుడా అని అడుగు పరిచయకు సహకరించు కనుక ఈ రోజున ఆనందం ఎక్కడుంది సంతోషం ఎక్కడుంది ఇంకొక వాచ్యం చూద్దాం వెళ్ళారా శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేరట మమ్మల్ని ఆహ్వానిస్తున్నాం లోకాసు వార్త పదిహేనవ అధ్యాయం ఏడవ వచ్చిన చదువుతాం చూడండి అటువలే మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతి మంది నీతిమంతులు విషయమే కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం ఎంతమందికి అవసరం లేదు చాలామంది తొంభై తొమ్మిది మందికి మారు మనసు అక్కర్లేదంట అందుకే సంతోషం లేదు నీ జీవితంలో నీకు అక్కర్లేదు కనుక నీకు సంతోషం లేదు హృదయం ఆనందం లేదు ప్రైజలాడ్ రక్షణ ఆనందం ఎలా ఉంటుంది చెప్పమంటారా ఒక శ్రేష్టమైన మాట మీకు చెప్తాను రక్షణ ఆనందము మనిషిని ఊహకు అందనిది దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయా మనిషి ఒక అన్నది దాన్ని లోక సంబంధమైన విషయాల్లో విషయాల ద్వారా మనం మాట్లాడుకుందాం ఈ రోజున యోహాను సువార్త పదహారవ అధ్యాయం సంతోషం అంటే ఎలా ఉందో చెప్తాను ఇరవై ఒకటో వచ్చి స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడే వచ్చును గనక ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టినని సంతోషము చేత ఆమె వే ఆమె ఆ వేదన మరీ జ్ఞాపకము చేసుకున్నదు తోతం చెప్పండి హలలుయ నిన్ను నెలలతో ప్రసవించే తల్లి ప్రసవించే స్త్రీకి ఏముంటుంది చాలా వేదన బాధలు ఉంటాయి అది భరించే తల్లులకు తెలుస్తుంది మీ త్యాగం గొప్పది మీరు భరిస్తున్నారే ఆ వేదనలు చాలా గొప్ప దేవునికి దేవుడు మీకు ఆ శక్తిని ఆ బలాన్ని ఇచ్చాడు ఆ సమయంలో ఎలా అనిపిస్తుంటే ఎందుక ఈ నొప్పులు చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది ఆ వేదన బాధ ఆ మనిషిని ఆ స్త్రీని ఏం చేస్తుంది తెలుసా అస్సలు ఊహించరు కా దేవుడు అసలు ఎలా ఉంటుందంటే అసలు నరకయాత్ర అంటే అక్కడే కనిపించేస్తుంది వాళ్ళకి మరణం అనేది అక్కడే కనిపించేస్తుంది వాళ్ళకి కానీ అంతరంగా ఆమె సంతోషం ఎలా ఉంటుంది తెలుసా నాకు కుమార్తె పట్టబోతుంది అలా నొప్పులు తగిలే ఆమెతో అమ్మాయి ఒక పాయిజన్ ఇంజక్షన్ చేసేస్తుంది ఎందుకు ఈ బాధలు అంటే ఒప్పుకుంటుందా ఇన్ని నెలలు భరించింది ఎందుకు కానీ ఆ బాధ ఎట్లది ఆ వేదన ఆ నొప్పులు చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయ కానీ ఆ మనసులో ఆ అంతరంగంలో ఏ సంతోషం ఉంటుంది నాకు కుమారుడు ఇవ్వబోతున్నాడు దేవుడు నా కుమార్తెను ఇవ్వబోతున్నాడు అందుకే రాయబడి రాయబడిన ఇరవై ఏడో వచ్చినము అయితే ఆ శిశువు పుట్టగానే లోకమందు నరుడు నరుడు నరుడు ఒకడు పుట్టే సంతోషిత ఆమె ఆ వేదన మర్చిపోతే పుట్టగానే ఏ బాబా ఎవరు ఆశ నా కొడుకు కావాలనుకొని ఆ వేదనలన్నీ సాధించి కుమారుడు పుట్టాడు అనుకో ఎంత సంతోషం తర్వాత దేవుని కుమార్తె కావాలనుకున్నాను కుమార్తె బిడ్డ ఎంత సంతోషం ఇలాగ దేవుని బిడ్డలారా ఎన్ని వేదనలు ఎన్ని బాధలున్నా కానీ అంతరంగములో సంతోషం కలిగి ఉన్నది దేవునికి స్తోత్రం చెప్పండి హలలుయ ప్రైజ్ అలాడు హలలుయ కదా ఏ సంతోషం ఇది క్రైస్తవుడు రక్షణ ఆనందం అంటే ఎలా ఉంటుంది రక్షణ ఆనందం అంటే అది రక్షణ ఆనందం అంటే ఓ తిని తాగుతూ విందులు చేసుకోవడం కాదు వేదన బాధలు శ్రమలు శోధ ఎన్ని కలిగిన అంతరంగంలో రక్షణానందం ఆ పూటకు గింజలు లేకపోయినా రక్షించబడిన వ్యక్తి రక్షణానందంతో ఉంటాడు కనుక క్షణంలో చనిపోతామనంగా అతను ఉంత అతని అంతరంగంలో రక్షణానందం ఉంటుంది అందరూ రాళ్ళు తీశారు ఎవరిని స్టెఫన్ కొట్టి చంపడానికి కొడుతున్నారు రాళ్ళు పడుతున్నాయి స్టెఫన్ మీద తల మీద పడింది గాయం రక్తం కారుతుంది చేతుల మీద నోటి మీద పడింది కోపగించుకోవాలా అన్ని బాధలు వేదన కలుగుతున్నా అతని అంతరంగంలో ఏముంది నేను రక్షించబడ్డా నా దేవుని దగ్గరికి వెళ్తా నేను పాపంలో నుంచి విమోచించబడ్డా పాపములో నుంచి నేను ప్రత్యేకించబడ్డా నా ప్రభు రక్తంలో కడగబడ్డా నేను క్రీస్తు బిడ్డని ఇదిగో నాకు రక్షణ ఆనందం ఉన్నది ఏ దగ్గర నిలబడతా అని ఆ శ్రమలు ఆ బాధలు ఆ వేదన ఆ కష్టాలన్నీ ఏం చేస్తాడు అతడు సంతోషంగా అనుభవిస్తూ ఉంటాడు ఈ నెలలతో ఉండి ఇంకా కాసేపట్లో ప్రశ్నిస్తున్న ఆ స్త్రీ పడుతుంది వేదన అలాంటి వేదనలో స్టెఫన్ ఉన్నాడు నువ్వు ఉంటే ఏ శ్రమలో ఉన్నావో ఏ శోధనలో ఉన్నావో ఏ కష్టంలో ఉన్నావో ఏ ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నావో అవి ఈ లోకంలోనే ఈ శరీరాన్నే బాధిస్తాయి మన హృదయంలో మన మనసులో ఉన్న రక్షణానందాన్ని ఎవరు తీసివేయలేరు ప్రైజ్లాడ్ హలలుయ నువ్వు అనుకున్న లోకంలో కలిగే సంతోషం అది శాశ్వతమేమో అని మనం అనుకుంటున్న తాగుడు ద్వారా లేక పాపం ద్వారా ధనం ద్వారా అది క్షణమే కొద్దిసేపే శ్రమ వచ్చినప్పుడు ఆ సంతోషం ఏమైపోద్దు కానీ కనీ స్త్రీ గర్భనీళ్ళు ఎండు నెలలతోటి ఇంకా కాసేపు కనబోతున్న స్త్రీ ఆ వేదనలు పడుతూ కూడా లోపల సంతోషం కలిగి ఉంది చూసా అది రక్షణ ఆనందం అంటే అది ఈ లోకం ఎన్ని శ్రమలు కలుగుతున్నా ఎన్ని శోధనలు వస్తున్నా మనము ఏసు రక్తంలో కడగబడి పాపం నుంచి విమోచించబడితే ఆనందం వేరు అది నీకు కావాలనే ఏసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు అది నీకు కావాలనే ఏసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు అది నీకు అనుగ్రహించడానికే ఇదిగో నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఎవరి బిడ్డ ఎవరి స్త్రీ ఓ సహోదరుడా తల్లి తండ్రులారా దైవసేవకు బతిలాడుతున్నాను ఈ రక్షణ నీకు కావాలా ఈ రక్షణ నీకు కావాలని ఆయన ఆశిస్తున్నాడు ఇటు రక్షణ ఆనందం నీ హృదయం నింపడానికి ఈరోజు నిన్ను ఆహ్వానిస్తున్నాడు పాపముని లోకమును ఆశలు విడిచిపెట్టి ఏసే దగ్గరికి రా ఆయన రక్తం నీ మీదకి ఈరోజు రాబోతుంది ఆ రక్తం నిన్ను పరిశుద్ధపరచబోతుంది ఆ రక్తం నిన్ను కడిగి పరిశుద్ధంగా మార్చి ఆయన రాజ్యాన్ని తీసుకెళ్ళబోతుంది నాతో కలిసి ఏకీపించి ప్రార్థిస్తావా ఒక్కసారి ఏసే దగ్గరికి వస్తావా ఏసే హృదయపూర్వ ఆహ్వానిస్తావా ఏసయ్య చేతులు చాపి నిన్ను పిలుస్తున్నాడు ఈ రక్షణ నీకు కావాలని ఆయన ఆశిస్తున్నాడు నీ హృదయంలోకి రావాలని ఇష్టపడుతున్నాడు ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు కృతజ్ఞత స్థుతి స్తోత్రాలు నాతో నిబడితో మాట్లాడింది మీకు వందనాలు నిజమే నాయనా రాజు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడు నీవిచ్చే రక్షణ బట్టి సంతోషిస్తున్నాడు మా జీవితాల్లో సంతోషం అంటే ధనమో తిండో లోకాశలో కాదయ్యా సంతోషం అంటే నీవు ఇచ్చేదేనైనా నాకు నిజమైన సంతోషం కనుక మాకు కావాల్సింది నీ సంతోషం ఆ సంతోషం నాకు ఇవ్వయ్యా ఆ సంతోషం ఇమ్మడి ఎవరు ఈ రోజున ఎవరైతే ఆశిస్తే వాళ్ళకి ఇవ్వండి అయ్యా అని ఎవరైతే నాయనా హృదయాలు తెరిచి నేను పిలుస్తున్నారో వాళ్ళ హృదయాలకు వెళ్ళి నిజమైన సంతోషం కలిగించండి లోకంలో కలుగుతున్న సంతోషం తాత్కాలికమైంది సంతోషం అనుకుంటూ భ్రమపరచబడుతున్న వారికి మనోనేత్రాలు వెలిగించి నీ సంతోషంలోకి తీసుకొని రండి ప్రభా నాయన ప్రతి ఒక్కరిని రక్షణ నడిపించండి ఏ మాటలు నీ బిడ్డలని సంతోషపెట్టండి అయ్యా సంతోషపెట్టండి సంరక్షణానందం నింపండి దీవించి ఆశీర్దించి మహింపదమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు శక్తి అయిన నామంలో ప్రార్థన చేసి పొందుకున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప సమాధానం మనకు తోడేయండును గాక ఆమె అందరికీ వందనాలు దేవునికి మహిమ కలుగు మీ ప్రార్థన అవసరం దేవుని నాకు తెలియపరచండి మీ ప్రార్థన అవసరాలు మాకు తెలియపరచగానే వాటిని మేము మనసులో పెట్టుకొని రాసుకొని ప్రార్థన చేస్తున్నాం దేవుని స్తోత్రం